ఆన్ చేశారా మైక్ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా హలేలుయా అందరికి వచ్చిన పాట స్తోత్రించదము స్తోత్రించదము అనేటువంటి పాటను పాడుకుని మనము దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం యేసు చెల్లుదాం హలేలుయా